నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేసిన నేతలు ఐదు సార్లు లోక్సభ నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పెట్టుబడుల ఆకర్షణకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ ఆగస్టు తొమ్మిదిన ఇన్వెస్టర్ల సదస్సు పలు దేశాల రాయబారులు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న జగన్ విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం కోటా సాధ్యపడదని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ వచ్చే వారం సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటి ఎత్తిపోత చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు కాళేశ్వరం పర్యటనకు పాత్రికేయులను తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణయం జమ్మూ కాశ్మీర్కు అదనపు బలగాల తరలింపు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేస్తారేమోనని విపక్షాల ఆందోళన శాంతి భద్రతల కోసమే పంపుతున్నట్లు కేంద్రం స్పష్టీకరణ ముంబైలో కొనసాగుతున్న వర్ష భీభత్సం చెరువులను తలపిస్తున్న రహదారులు నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇక లేరు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు జైపాల్ రెడ్డి మృతికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపం ప్రకటిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూశారు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు కొద్ది రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న డెబ్బై ఏడేళ్ల జైపాల్ రెడ్డి ఈ నెల ఇరవైన ఆసుపత్రిలో చేరారు పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు అనంతరం జైపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు జైపాల్ రెడ్డి మరణం పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జైపాల్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా కొనియాడారు కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్లోని జైపాల్ రెడ్డి నివాసానికి చేరుకుని సంతాపం ప్రకటిస్తున్నారు జైపాల్ రెడ్డి మృతికి ఇతర పార్టీల నాయకులు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగిన జైపాల్ రెడ్డి అద్భుతమైన భాషా పటిమ అనర్గళమైన వాగ్దాటితో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆయన ఐదుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు రాజ్యసభ సభ్యుడిగా రెండుసార్లు పనిచేసిన జైపాల్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై రెండు మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగానూ పనిచేశారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మాడుగులలో పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి పదహారున జైపాల్ రెడ్డి జన్మించారు సూదిని దుర్గారెడ్డి యశోదమ్మ ఆయన తల్లిదండ్రులు మాడుగుల దేవరకొండల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జైపాల్ రెడ్డి పీజీ చేశారు ఉస్మానియాలో చదివేటప్పుడే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు ఆ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన జైపాల్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు వరకు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాంగ్రెస్ అత్యవసర పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీలో చేరిన జైపాల్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు జనతా పార్టీలోనే కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తొలిసారి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం మద్దతుతో లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ లోక్సభ స్థానం నుంచి గెలిచారు రెండు వేల తొమ్మిదిలో చేవెళ్ల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పంతొమ్మిది వందల తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ వరకు రాజ్యసభలో జనతాదళ్ తరఫున ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్నారు దక్షిణాది నుంచి తొలి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్ గా పురస్కారం అందుకున్న నాయకుడు జైపాల్ రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల వరకు సభా హక్కుల కమిటీ చైర్మన్ గా ఆయన పనిచేశారు ఐదు సార్లు లోక్సభకు రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన జైపాల్ రెడ్డి ఐకే గుజరాల్ మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు ఐకే గుజరాల్ హయాంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్ హయాంలో కూడా కొన్నాళ్లు సమాచార ప్రసార శాఖ సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేశారు తర్వాత పెట్రోలియం పట్టణాభివృద్ధి శాఖ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు జైపాల్ రెడ్డికి భార్య ఇద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా అగ్రవర్ణ పేదలకిచ్చే పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కోటా సాధ్యపడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టతనిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి గాను విద్యాసంస్థల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల కల్పనకు అవకాశం కల్పించేలా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది రాజ్యాంగంలోని నూట మూడవ అధికరణకు సవరణ చేస్తూ కేంద్రం చేసిన చట్టం ప్రకారం అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల వలన అగ్రవర్ణ పేదలకిచ్చే పది శాతం రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం కోటా అమలు సాధ్యపడదని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది అగ్రవర్ణ పేదలకు ధృవీకరణ పత్రాలు ఇచ్చే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించింది రిజర్వేషన్లను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం రిజర్వేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను ఉత్తర్వుల్లో పేర్కొంది ఏడాదికి ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్ వర్తింపచేసేలా కేంద్రం సవరణ చేసింది నవ్యాంధ్రలోకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది భారత విదేశాంగ శాఖ సమన్వయంతో ఆగస్టు తొమ్మిదిన విజయవాడలో ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించనుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని కార్పొరేట్ సంస్థలతో పాటు నలభై దేశాలకు చెందిన రాయబారులు దౌత్యవేత్తలు కాన్సులేట్ జనరల్స్ ఈ సదస్సుకు హాజరు కానున్నారు ఇందుకోసం ఇప్పటి నుంచే రాష్ట పరిశ్రమల శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడంతో పాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ సదస్సును వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం జగన్ వివిధ దేశాల రాయబారులు కాన్సులేట్ జనరల్స్ కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు పారిశ్రామిక రంగం ప్రోత్సాహకానికి తీసుకున్న నిర్ణయాలు సహా నవరత్నాల పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల పెంపు మానవాభివృద్ది మెరుగైన సమాజ నిర్మాణం తదితర అంశాలపై జగన్ వారికి వివరించనున్నారు అంతకుముందు ఆగస్టు ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ కార్ల దిగ్గజం కియా అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి తొలి కారును జగన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు వైకాపా ప్రభుత్వం చిరుద్యోగుల ఉసురు పోసుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు ప్రభుత్వ విధానాల వలన ఆశా కార్యకర్తలు ఫీల్డ్ అసిస్టెంట్లు బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైకాపా వాళ్లకు ఇవ్వాలంటే మరొకరి ఉద్యోగం తీసేయాలా అని ప్రశ్నించారు కొత్త ఉద్యోగాలను సృష్టించే సమర్థత లేనప్పుడు ఉద్యోగాల పేరిట ఎందుకు హామీలిచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు చిరుద్యోగుల ఆవేదనను సంబంధించిన వీడియోను ట్విట్టర్లో జతచేశారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడో బ్యారేజ్ సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి వారం రోజుల్లో ఆరు పంపుల ద్వారా ప్రాణహిత జలాలను తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం మేడిగడ్డ నుంచి అన్నారంకు చేరుతున్న జలాలను అన్నారం పంప్ హౌస్ నుంచి సుందిళ్లకు ఎత్తిపోస్తున్నారు అయితే సుందిళ్ల ఆనకట్టలో నీటి మట్టం పెరిగి పంప్ హౌస్ ఫోర్ బేలోకి నీరు చేరాల్సి ఉంది ఫోర్ బేలో కనీసం మట్టానికి నీరు చేరిన తర్వాత సుందిళ్ల పంప్హౌస్లోని మొదటి ఆరు పంపుల ద్వారా నీటిని ఎల్లంపల్లికి తరలించనున్నారు గోదావరిలో నూట పదిహేను కిలోమీటర్ల మేర జలాలు నిండి జలకళ ఉట్టిపడుతోందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల్లో దాదాపు ఇరవై టీఎంసీల నీరు వచ్చి చేరిందని వివరించారు పాత్రికేయులను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన కేసీఆర్ పత్రికలు ఛానళ్ల ఎడిటర్లు ముఖ్య ప్రతినిధుల పర్యటనపై ఈ మేరకు ప్రజా సంబంధాల అధికారులతో చర్చలు జరిపారు ఆగస్టు మొదటి వారంలో కాళేశ్వరం పర్యటనకు మొత్తంగా మూడు మంది మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లే అవకాశం ఉంది రైస్ మిల్లులో మరాడించిన బియ్యాన్ని గోదాముల్లో నిల్వ చేయకుండా నేరుగా కంటైనర్ కార్పొరేషన్ ఇండియా ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలించే ప్రయోగం విజయవంతమైంది ట్రయల్ రన్లో భాగంగా సంగారెడ్డి జిల్లా నుంచి ఎనభై కంటైనర్లలో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను కేరళలో ఉన్న కోచి ఎఫ్సీఐ గోదాంకు తరలించారు తెలంగాణలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములు కేటాయించాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ భారత ఆహార సంస్థ ఎఫ్సీఐని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేసింది ముఖ్యంగా బాయిల్డ్ రైస్కు సంబంధించి గోదాముల్లో నిల్వ స్థలం కేటాయించకపోవటం వల్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని రాష్ట ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోందని ఎఫ్సీఐ దృష్టికి తీసుకువెళ్లింది ఈ సమస్యలను అధిగమించేందుకు వీలుగా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేసిన బియ్యం గోదాముల్లో నిల్వ చేయకుండా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇతర రాష్ట్రాలకు రవాణా చేయాలని ఎఫ్సీఐ తెలంగాణ పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకున్నాయి వరుణుడి ప్రతాపంతో ముంబై పరిసర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి మూడు రోజులుగా కురుస్తున్న కుండపోతకు దేశ ఆర్థిక రాజధాని పరిసర ప్రాంతాలన్నీ నీటిపై తేలుతున్నాయి నదులు వాగులు పోటెత్తాయి అనేక ప్రాంతాల్లో వరద నీటిలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ దళాలు రక్షిస్తున్నాయి ఆదివారం కూడా ముంబై పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం చెప్పడంతో బుర్హాన్ ముంబై కార్పొరేషన్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దమైంది రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు మహారాష్ట్రను ముంచెత్తుతున్నాయి ముంబై థానే సహా పరిసర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఏకమై రహదారులు చెరువులను తలపిస్తున్నాయి రోడ్లన్నీ జలమయం కాగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది సహాయ చర్యల కోసం విపత్తు నిర్వహణ శాఖకు చెందిన ఎనిమిది బృందాలతో పాటు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 నివాసుల హోదాను నిర్వచించే అధికారం అసెంబ్లీకే ఉంటుంది ఈ హోదా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఆస్తుల కొనుగోలు ఉపకార వేతనాలు ఇతర సంక్షేమ పథకాల్లో ప్రత్యేక హక్కులు లభిస్తాయి ఈ అధికారం కింద జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ తీసుకునే ఎలాంటి చర్యలు రాజ్యాంగ ఉల్లంఘన కిందకు రావు ఈ ప్రత్యేక అధికారాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ప్రచారం చేసిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా తిరిగి అధికారంలోకి వస్తే ఆర్టికల్ ముప్పై ఐదు ఏను రద్దు రద్దు చేస్తామని ప్రకటించారు తిరిగి భాజపా ప్రభుత్వం రావడం అమిత్ షా హోంమంత్రి కావడంతో ఆర్టికల్ ముప్పై ఐదు ఏ రద్దుకు చర్యలు తీసుకుంటారని ఆరోపణలొస్తున్నాయి ఈ నేపథ్యంలో కశ్మీర్కు పదివేల మంది రక్షణ సిబ్బందిని తరలించాలని కేంద్ర హోంశాఖ ఈ నెల ఇరవై ఐదున ఆదేశాలివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది యాభై సీఆర్పీఎఫ్ బలగాలు ముప్పై సశస్త్ర సీమాబల్ దళాలు భారత్ టిబెట్ సరిహద్దు పోలీస్ దళం ఐటీబీపీ నుంచి పది బృందాలు సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ నుంచి పది సైనిక కంపెనీలను రైలు విమానాల ద్వారా తరలించనున్నారని సమాచారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కశ్మీర్లో పర్యటించి వెళ్లిన తర్వాత అదనపు బలగాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆర్టికల్ ముప్పై ఐదు ఏపై ఏదో జరుగుతోందనే అనుమానాలు పెరిగిపోయాయి ముప్పై ఐదు ఏ అధికరణం రద్దును వ్యతిరేకించే నెపంతో కశ్మీర్లో భారీ ఎత్తున హింస చెలరేగుతుందని ఆ పరిస్థితిని అదుపు చేయాలని ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం అలసత్వానికి తావులేని విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు ఆర్టికల్ ముప్పై ఐదు ఏ రద్దు అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమానికి సంకేతనామం కూడా ఇచ్చారు జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ ముప్పై ఐదు ఏను రద్దు చేయాలని చూస్తున్నారని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు అదనపు బలగాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు భాజపా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో శాంతి భద్రతలకు ఎక్కువ మంది కావాల్సి ఉంటుందని కాబట్టే బలగాలను పంపారన్న మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిందలు వద్దని సూచిస్తున్నారు అటు హోంశాఖ సైతం తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అమర్నాథ్ యాత్ర భద్రతలో తలమునకలైన జవాన్లకు ప్రస్తుతం తరలించే బలగాలు అదనపు శక్తిని సమకూర్చుతాయని చెబుతోంది జగన్ అక్రమస్తుల కేసులో ఈడీ అప్పిలేట్ ట్రిబ్యునల్లో కి జగతి పబ్లికేషన్లకు ఊరట లభించింది జప్తు చేసిన రామ్కి జగతి పబ్లికేషన్స్ ఆస్తులను విడుదల చేయాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది విశాఖ ఫార్మాసిటీలో బఫర్ జోన్ కు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనులో రామ్కీకి చెందిన సుమారు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల విలువైన భూములను ఈడీ జప్తు చేసింది ఈడీ ఉత్తర్వులను అడ్జుడికేటింగ్ అథారిటీ సైతం సమర్థించింది ఈ నేపథ్యంలో Ramky Jagati publications ED appellate tribunal ఆశ్రయించగా విచారణ జరిపిన ట్రిబ్యునల్ బఫర్ జోన్ మినహా మిగతా ప్రాంతాల్లో జప్తు చేసిన ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ఈడీని ఆదేశించింది ఫార్మాసిటీ లోపల యాభై మీటర్ల వరకు బఫర్ జోన్గా వదిలిపెట్టాలని రామ్కీని ఆదేశించిన అప్పిలేట్ ట్రిబ్యునల్ బఫర్ జోన్ సహా అమ్మకుండా మిగిలిన ప్లాట్లను విక్రయించవద్దని నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్లోని ఈడీ ప్రత్యేక కోర్టులో కేసు తేలే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది ఇదే కేసులో జగతి పబ్లికేషన్స్ కు చెందిన పది కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసిన నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ను విడుదల చేసి వెనక్కి ఇవ్వాలని ఈడీని ట్రిబ్యునల్ ఆదేశించింది ఒకవేళ కోర్టులో తుది తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే పది కోట్ల రూపాయలు తిరిగి ఇస్తామని జగతి పబ్లికేషన్స్ నుంచి బాండ్ తీసుకోవాలని అప్పిలేట్ ట్రిబ్యునల్ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలల్లో ఫీజుల నియంత్రణ అత్యున్నత ప్రమాణాల సాధనకు ఏపీ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది అందులో భాగంగా ప్రతి విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన ఫీజుల వసూలు ఉన్నత ప్రమాణాలను పాటించేలా పాఠశాల విద్య ఉన్నత విద్యలకు వేరువేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లోని నిపుణులు మేధావులను సభ్యులుగా నియమించనుంది ప్రత్యేక కమిషన్ల కాలపరిమితి ఐదేళ్లు కాగా సివిల్ కోర్టు అధికారాలుంటాయి అత్యున్నత ప్రమాణాలతో విద్యా బోధన విద్యా సంస్థలు చేరికలు పెంచడం డ్రాపౌట్లు తగ్గించడం సుస్థిర విద్యాభివృద్ది లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం తమ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పష్టం చేసింది చెరకు రైతులకు కేంద్రం మొండి చేయి చూపింది చెరకు పంటను గతేడాది ధరలకే కొనుగోలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది గతేడాది టన్ను రెండు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున రైతులకు ధరలు చెల్లించి చెరకు పంటను పంచదార కర్మాగారాలు కొనుగోలు చేశాయి ఈ సీజన్లోనూ అదే ధర ప్రకటించడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో టన్ను చెరుకు పండించేందుకు మూడు ఖర్చవుతుందని జాతీయ వ్యవసాయ వ్యయ ధరల కమిషన్ సిఫార్సు చేసింది టన్నుకు మూడు చెల్లిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని తెలిపింది ఈ నేపథ్యంలో చెరకు ధర పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది సాగు ఖర్చులు పెరుగుతున్న తరుణంలో టన్నుకు రెండు చెల్లిస్తేనే ఎలా గిట్టుబాటు అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా కేంద్రం ఆ నిర్ణయాన్ని పునఃసమీక్ష సంరక్షించాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు మే నెలలో ఫణి తుఫాను సృష్టించిన బీభత్సంతో అల్లాడుతున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సాయానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తెలంగాణ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ మేరకు కేసీఆర్ కు లేఖ రాసిన నవీన్ పట్నాయక్ సహాయక బృందాలను పంపినందుకు ఒడిశా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు మే మొదటి వారంలో ఫణి తుఫాను కారణంగా వీచిన పెనుగాలుల తీవ్రతకు విద్యుత్ స్తంభాలు నేలకూరడంతో ఒడిశాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో అక్కడ చాలా ప్రాంతాల్లో ప్రజలు అంధకారంలోనే ఉన్న పరిస్థితుల్లో ఒడిషా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ స్పందించి సాయం చేశారు తెలంగాణలోని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి రాష్ట్రం నుంచి సుమారు వెయ్యి మంది విద్యుత్ శాఖ ఉద్యోగులను ఒడిషాకు పంపారు వీరందరూ విద్యుత్ పునరుద్దరణ చర్యలు వేగవంతం చేసి తిరిగి సాధారణ స్థితి తీసుకురావడంలో విశేష సేవలందించారు అందుకు కృతజ్ఞతగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ శనివారం కేసీఆర్ కు లేఖ రాశారు మరోవైపు పట్టుదలతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చిన ఉద్యోగులను Telangana Transco and Genco CMD Rao SPDCL CMD Raghuma Reddy అభినందించారు రష్యాలోని మాస్కో నగర కౌన్సిల్ ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ సభ్యులను పోటీ చేయకుండా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మాస్కోలో ఆందోళన చేసిన వందలాది మంది ప్రదర్శనకారులను అరెస్టు చేశారు వేర్వేరు చట్టాల ఉల్లంఘనలకు పాల్పడినందుకు వెయ్యి మందికి పైగా ఆందోళనకారులను నిర్బంధించినట్లు అధికారులు తెలిపారు నిరసన ప్రదర్శనను ప్రసారం చేసిన అంతర్జాల టెలివిజన్ కేంద్రాన్ని పోలీసులు తనిఖీ చేశారు దాదాపు మూడు మంది ప్రదర్శనకారులు ఈ నిరసనలో పాల్గొన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు సమాచార హక్కు చట్టాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు దేశాన్ని దోచుకునే అవినీతి పరులకు సాయం చేసేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆర్టీఐ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన వేళ విమర్శించారు ప్రభుత్వం ఆర్టీఐని చంపేసిందనే హ్యాష్ ట్యాగ్తో అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే బృందం అకస్మాత్తుగా మాయమైందని ట్విట్టర్లో పేర్కొన్నారు సోనియా గాంధీ సైతం ఆర్టీఐ చట్టంలో సవరణలపై మండిపడ్డారు కేంద్ర సమాచార కమిషన్ స్వతంత్రతను ధ్వంసం చేస్తున్నారని ఆమె విమర్శించారు విపక్షాల ఆరోపణలు కొట్టిపారేసిన అధికార భాజపా సమాచార హక్కు చట్టం పారదర్శకతకు స్వతంత్రతకు ఎలాంటి భంగం కలగదని పేర్కొంది ముఖ్యాంశాలు మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేసిన నేతలు ఐదు సార్లు లోక్సభ నాలుగు సార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పెట్టుబడుల ఆకర్షణకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ ఆగస్టు తొమ్మిదిన ఇన్వెస్టర్ల సదస్సు పలు దేశాల రాయబారులు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న జగన్ విద్యా సంస్థల్లో ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఐదు శాతం కోటా సాధ్యపడదని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ వచ్చే వారం సుందిళ్ల నుంచి ఎల్లంపల్లికి నీటి ఎత్తిపోత చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు కాళేశ్వరం పర్యటనకు పాత్రికేయులను తీసుకువెళ్లాలని కేసీఆర్ నిర్ణయం జమ్మూ కాశ్మీర్కు అదనపు బలగాల తరలింపు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేస్తారేమోనని విపక్షాల ఆందోళన శాంతి భద్రతల కోసమే పంపుతున్నట్లు కేంద్రం స్పష్టీకరణ ముంబైలో కొనసాగుతున్న వర్ష భీభత్సం చెరువులను తలపిస్తున్న రహదారులు నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం